hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates టీడీపీలో చేరిన కన్నాకు BJP mark shock TDP senior నేత కన్నా లక్ష్మీనారాయణకు చెక్ పెట్టేలా ఏపీ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది తమను కాదని రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీలో చేరిన కన్నాకు గట్టి షాక్ ఇచ్చేందుకు ఆయన సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర ప్రభు ఆయన పెద్ద కుమారుడు తులసి యోగేష్ చంద్రలను బీజేపీ హక్కును చేర్చుకుంది రాజమహేంద్రవరంలో కేంద్ర మంత్రి మురళీధరన్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుల సమక్షంలో తండ్రి తనయుడు కాషాయం కండువా కప్పుకున్నారు ఏపీలో కాపు బలిజ వాటి అనుబంధ కులాలు బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉన్నాయి ఈ కారణంగానే కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది కాంగ్రెస్ నుంచి ఆయన వచ్చినప్పటికీ సుదీర్ఘ రాజకీయ అనుభవం సామాజిక కారణాల రీత్యా కన్నాకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది అయితే అధ్యక్ష పదవి కాలం పూర్తి కావడంతో ఆయన స్థానంలో సోము వీర్రాజును అధిష్టానం నియమించింది సోము వీర్రాజు నాయకత్వంలో పనిచేయడానికి కన్నా అంగీకరించలేదు బీజేపీ నియమావళిని అతిక్రమించి సోము వీర్రాజుకు వ్యతిరేకంగా పలుమార్లు మాట్లాడారు చివరకు టీడీపీ పంచన చేరారు ఈ నేపథ్యంలో సీనియర్ రాజకీయ నాయకుడు ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన గుంటూరుకు చెందిన తులసి రామచంద్ర ప్రభుపై బీజేపీ కన్నుపడింది కన్న లక్ష్మీనారాయణ జిల్లాకి చెందిన రామచంద్ర ప్రభు ఆయన కుమారుడు యోగేష్ చంద్రను చేర్చుకోవడం ద్వారా కాపులను తమ వైపు తిప్పుకోవచ్చని బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది రెండు వేల తొమ్మిదిలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి రామచంద్ర ప్రభు ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు ఆయన కూడా నాడు కాంగ్రెస్ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోవడం గమనార్హం అనంతరం ఆయన టీడీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేయాలని భావించిన టీడీపీ టికెట్ ఇవ్వలేదు దీంతో ఆయన రాజకీయంగా మౌనాన్ని ఆశ్రయించారు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో తన పేరు వినబడేలా చేసుకున్నారు తాజాగా రామచంద్రబాబు ఆయన తనయుడు బీజేపీలో చేరడంతో కన్నాపై పోటీకి మంచి అభ్యర్థిని ఎంపిక చేశామని బీజేపీ సంబరపడుతోంది